Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi friends welcome to నన్ను టిక్ అండ్ వీడియోస్ సెప్టెంబర్ పదకొండవ తారీఖు అడవి సంరక్షకుల దినోత్సవం కారణముగా ఈరోజు అడవుల యొక్క సంరక్షణ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ దీని యొక్క హిస్టరీ ఏమిటంటే సెప్టెంబర్ పదకొండు పదిహేడు వందల ముప్పైవ సంవత్సరంలో రాజస్థాన్లో జరిగినటువంటి హత్యాకాండ కారణముగా హత్యాకాండ ఎందుకు జరిగిందంటే అడవుల నరికివేతకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలో మూడు వందల అరవై రెండు మంది చనిపోవటం జరుగుతుంది ఈ చనిపోవట కారణముగా మన భారతదేశ ప్రభుత్వం వారు అటవీ సంరక్షకుల దినోత్సవాన్ని జరపటం జరుగుతుంది కాబట్టి సెప్టెంబర్ పదకొండవ తారీఖుని మనం అటవీ సంరక్షకుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం దీని యొక్క హిస్టరీ ప్రాముఖ్యత ప్రతి ఒక్క విషయాన్ని మనం బిట్స్ ఎలా ఫ్రేమింగ్ అవుతాయి ఒక కాంపిటేటివ్ విద్యార్థి ఎలా చదివితే ఉపయోగపడుతుందో ఎవరి పాయింట్ నేను చెప్తాను కాబట్టి నోట్స్ కనుక ఉంటే మీరు నోట్ డౌన్ చేసుకోండి విష్ణోయ్ ఉద్యమం అని అడుగుతారు ఎప్పుడు జరిగిందని పదిహేడు వందల ముప్పై సెప్టెంబర్ పదకొండవ తారీఖు సెప్టెంబర్ పదకొండవ తారీఖు ప్రాముఖ్యత ఏంది అంటాడు ప్రపంచ సంరక్షకుల దినోత్సవం అని మరి విష్ణు ఉద్యమానికి నాయకురాలు ఎవరంటారు అమృతాదేవి భీష్ణ ఉద్యమం ఎందుకు జరిగిందంటాడు అడవుల నరికివేతకు వ్యతిరేకముగా భీష్ణవ ఉద్యమంలో ఎంతమంది చనిపోయారంటారు మూడు వందల అరవై రెండు మంది భీష్ణవ ఉద్యమం ఎక్కడ జరిగిందంటాడు రాజస్థాన్లో కారణం ఏంటయ్యా అంటే పదిహేడు వందల ముప్పైలో రాజస్థాన్లోని ఒక మహారాజు ఒక కొత్త ప్యాలెస్ని నిర్మించాలనుకుంటాడు ఆ యొక్క కొత్త ప్యాలెస్ని భీష్ణు తెగకు చెందినటువంటి విలేజెస్ ఉంటాయి కదా ఆ విలేజెస్కు దగ్గరలో అడవులు ఉన్నాయి ఆ అడవులో తన యొక్క ప్యాలెస్ని నిర్మించాలనుకుంటాడు మరి నిర్మించాలంటే అడవుల్ని నరికివేయాలి భీష్ణు వారికి ఒక రూల్ ఉంది పద్నాలుగు వందల యాభైలో శాంబాజీ అనేటువంటి వ్యక్తి కొన్ని సూత్రాలు ఇవ్వటం జరుగుతుంది తెగ తెగవారికి లేదా కొంతమందికి ఇరవై తొమ్మిది రకాల రకాల ఆజ్ఞలను కానీ తీర్మానాలను ఇవ్వటం జరుగుతుంది ఇందులో ఒకటేంటయ్యా అంటే మనం మొక్కలన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాటిని నరకకూడదు అని కొన్ని ప్రాముఖ్యతలు మొక్కల గురించి చెప్పడం జరుగుతుంది పంతొమ్మిది వందల యాభైలో ఉన్నటువంటి శాంబాజీ అనేటువంటి వ్యక్తి ఆయన యొక్క తీర్మానాలను వీరు దైవుని యొక్క మాటలుగా భావించి చెట్లను పూజించటం నరకకుండా ఉండటం అలా చేస్తూ ఉంటారు అయితే రాజు ప్యాలెస్ని నిర్మించాలనుకున్నప్పుడు ఆ విలేజెస్కు దగ్గరలో ఉన్నటువంటి అడవులను నరకవా నరకాల్సి వస్ వచ్చిద్ది సైనికులకి ఆజ్ఞ ఇస్తారు చెట్లను నరికి ఒక కొత్త ప్యాలెస్ని నిర్మించండి అంటాడు అప్పుడు ఈ భీష్ణ తెగవారు అక్కడ ఉద్యమించటం జరుగుతుంది ఈ ఉద్యమంలో మూడు వందల అరవై రెండు మంది చనిపోతారు అమృతాదేవి వీరి అందరికీ నాయకురాలుగా ఉండటం జరుగుతుంది మరి వీరి యొక్క నినాదం పోరాటం ఎలా చేశారయ్యా అంటే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో అడిగాడు వీరి యొక్క పోరాటం ఎలా జరిగిందంటే చెట్లను హత్తుకోవటం hug the tree hug the tree చెట్లను హత్తుకొని వారి యొక్క నినాదాన్ని తెలియచడం ద్వారా వారు పోరాడి సాధించగలిగారు మరి అడవుల యొక్క ఉద్యమాలలో ఇది ప్రాముఖ్యత చెందింది పదిహేడు వందల ముప్పై అనగా మనకి దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితమే జరిగినటువంటి ఉద్యమం ఆ రోజుల్లోనే మొక్కల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి చాలామంది పోరాటం చేసి మూడు వందల అరవై రెండు మంది దాకా చనిపోయారంటే మీరు గమనించవచ్చు మరి ఈ రోజుల్లో పోరాటాలు జరుగుతున్నాయా అడవుల యొక్క నరికివేత జరుగుతుంది ఓజోన్ లేయర్ డిస్ డిప్లీషన్ జరుగుతుంది ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి ఎంతోమంది ఎడ్యుకేటెడ్ అయ్యాం అడవుల యొక్క ప్రాముఖ్యతను మనం ఎవరికన్నా చెప్తున్నామా మరి అడవుల్ని అక్కొద్దని మనం ఎవరికన్నా చెప్తున్నామా సరే కనీసం మనం మొక్కల్ని నాటుతున్నామా అంటే ఏం చేయట్లేదు మన వల్ల అడవులకు ఎటువంటి ఉపయోగం లేదనే చెప్పవచ్చు ఎడ్యుకేటెడే కానీ ట్రీస్ యొక్క ప్రాముఖ్యత మనకు తెలియటం లేదు మనం వాటిని అభివృద్ధి చెందించటం లేదు మరి మనకు బిట్స్ అవుతాయి భీష్ణ ఉద్యమం గురించి అమృతాదేవి నాయకురాలు పదిహేడు వందల ముప్పైలో జరిగింది సెప్టెంబర్ పదకొండవ తారీఖున నినాదం లేదా వారి యొక్క నాయకత్వం ఎలా జరిగిందయ్యా అంటే హగ్ద ట్రీ ద్వారా ఎంతమంది చనిపోయారంటే మూడు వందల అరవై రెండు మంది రాజస్థాన్లో ఉద్యమం జరగటం జరుగుతుంది మరి వీరు ఇలా చేయటానికి కారణం ఎవరయ్యా అంటే షాంబాజీ అని చెప్పవచ్చు ఈయన ఇచ్చినటువంటి ఇరవై తొమ్మిది రకాల తీర్మానాలు ఈయన ఎప్పుడున్నాడంటే పద్నాలుగు వందల యాభై నుండి మరి పదిహేను వందలు ఆ టైం దాకా ఉన్నాడు ఈయనటువంటి ఈయన ఇచ్చినటువంటి నినాదానాలు తీర్మానాలు బోధనల ద్వారానే వీరు ఉద్యమించటం జర జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్లోను ఎన్నో ప్రీవియస్ క్వశ్చన్స్లో రావటం జరుగుతుంది మరి ఈరోజు దీని నుండి బిట్స్ని ఇంకా అధికంగా ఎలా మనం తెలుసుకోవచ్చు అంటే చెప్తాను వినండి మరి అటవీ మినిస్టర్ లేదా ఫారెస్ట్ మినిస్టర్ ఎవరయ్యా అంటే శ్రీ ప్రకాష్ జయదేవకర్ మన యొక్క సెంట్రల్ మినిస్టర్ రెండు వేల పన్నెండు అక్టోబర్ మూడవ తారీఖున ఈ భీష్ణే ఉద్యమానికి గుర్తుగా సెంట్రల్ ప్రభుత్వం ఒక మెమోరియల్ స్టోన్ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పన్నెండు అక్టోబర్ మూడవ తారీఖు కెజర్లీ అనేటువంటి స్థలంలో ఈ యొక్క ఉద్యమం జరుగుతుంది కెజర్లీ ఇది రాజస్థాన్లో ఉంది రాజస్థాన్లోని మార్వా ప్రాంతంలో కెజర్లీ స్థలాలలో ఒక గ్రామాల్లో ఉద్యమం జరగటం జరిగింది మరి మార్చి ఇరవై ఒకటిని అటవీ దినోత్సవంగా జరుపుకుంటాం మార్చి ఇరవై ఒకటవ రోజున ఫారెస్ట్ డేగా మనం జరుపుకోవటం జరుగుతుంది మరి భారత అటవీ చట్టం ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చింది ప్రొటెక్షన్ యాక్ట్ అటవీ సంరక్షణ చట్టము పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చింది చాలా ఇంపార్టెంట్ అటవీ సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ అలాగే ఫారెస్ట్ డే ఎప్పుడని అడుగుతాడు చాలా చాలా ఇంపార్టెంట్ మార్చి పన్నెండు మార్చి ఇరవై ఒకటి మార్చి ఇరవై ఒకటి మరి అటవీ దినోత్సవం చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మరి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాని ఎప్పుడు ఏర్పాటు చేశారయ్యా అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయటం జరిగింది ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్టు పంతొమ్మిది వందల ఎనభై ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మరి సెంట్రల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్లో ఉంది చాలా చాలా important Dehradun central forest research institute Dehradun ఎన్నో ప్రీవియస్ బిట్లు అడిగాడు మనకి అడవు అడవుల గురించి అంటేనే చాలా ఇంపార్టెంట్ అండి ఎటు నుంచి బిట్టిస్తాడో మనకే తెలియదు విద్యార్థులు చాలా వివేకంగా ఉండి ప్రిపేర్ అవ్వాల్సి ఉండిద్ది మరి ప్రప పంచవర్ష ప్రణాళికలు ఫైవ్ ఇయర్స్ ప్లానింగ్ అంటాం అలా ఫిఫ్త్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ప్లానింగ్లో ఐదవ పంచవర్ష ప్రణాళికలో సామాజిక అడవుల అభివృద్ధి సామాజిక అడవుల అభివృద్ధి పథకాన్ని ఏర్పాటు చేయటం జరిగింది సామాజిక అడవుల అభివృద్ధి పథకం మనకి food and agri food and agriculture organisation Rome పంతొమ్మిది వందల నలభై ఐదులో ఏర్పాటు చేయటం జరిగింది వీళ్ళు గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్సెస్ అసెస్మెంట్ అనేటువంటి రిపోర్ట్ని ఇవ్వటం జరుగుతుంది గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్సెస్ అసెస్మెంట్ రిపోర్ట్ని ఎవరిస్తారయ్యా అంటే F A O food and agriculture organisation రోమ్లో ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎఫ్ఏఓ సంస్థ ఎక్కడ ఉంది అంటాడు రోమ్ ఎప్పుడు ఏర్పాటు చేశారయ్యా అంటారు పంతొమ్మిది వందల నలభై ఐదు చాలా ఇంపార్టెంట్ కావాలంటే మీరు ప్రీవియస్ బిట్లు చూసుకోండి బిట్లేందే ఆర్ఆర్బి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ జరగవు మరి ఇక మరి ఇంతేనండి గుర్తుపెట్టుకోండి విష్ణు ఉద్యమం గురించి అలాగే ఫారెస్ట్ మినిస్టర్ ఎవరు ఫారెస్ట్ డే ఎప్పుడు మరి ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది ప్రొటెక్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై సర్వే ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి భారత అటవీ చట్టం పంతొమ్మిది వందల యాభై రెండు మార్చి ఇరవై ఒకటి అటవీ దినోత్సవం ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి విద్యార్థులు గమనించండి బిట్స్ ఫ్రేమింగ్ ఎలా ఉండిద్దో చెప్పాను మరి మీరు బిట్ని మిస్ అవ్వకుండా చేస్తే కనుక వన్ మార్క్లో కూడా మీరు పాస్ అయ్యే అవకాశం ఉంది మరి మన నాని టెక్ అని వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియచేయండి నాని టెక్ అని వీడియోస్లో అన్ని వీడియోస్ చేయబడుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్